అన్ని రకాల నొప్పుల నుండి తక్షణ ఉపశమనం కలిగిస్తాయి my doctor pain relief products ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా నమస్తే రావు సార్ నమస్తే సౌమ్య సార్ లో గ్యాంబ్లర్ మన అందరికీ తెలుసు చీకోటి ప్రవీణ్ ఎంత ఫేమసో ఎగైన్ అరెస్ట్ అయ్యిండు సార్ లో అరెస్ట్ అయినరు ఒక గ్యాంగ్ని మొత్తం అరెస్ట్ చేసిండ్రు ఆయనతో పాటు ఇప్పుడు ఇండియాకి తీసుకురాబోతున్నారు ఏం జరగబోతోంది సార్ ఏం అవ్వచ్చు ఇప్పుడు కొంతమంది చీకోటి ప్రవీణ్ కానీ అంతకుముందు డ్రగ్స్ మాఫియా కానీ ఇంకా కొన్ని సందర్భాలన్నింటిలో చాలా విపరీతమైన లీడ్స్ ఇస్తారు పబ్లిసిటీ వస్తుంది ఏదో జరగబోతుంది అంటుంది ఇప్పుడు మీరు అన్నారే ఫేమస్ అని దీని అంతటి వల్ల వీళ్ళు బాగా ఫేమస్ అవుతున్నట్టుగా కనిపిస్తారు ఫేమస్ ఫర్ రాంగ్ రీజన్స్ అని మనం అనుకుంటాం పొరపాట్లు వీటిలో కానీ వాస్తవంగా అలా అనిపించదు ఎందుకంటే చికోటి ప్రవీణ్ చాలా ప్రముఖంగా ఇటీవల చాలా ఛానల్స్లో కనపడము ఆయన ఉత్సవాలు కూడా జరపడం ఇవన్నీ చూసాం మనం ఆయన ఎప్పుడు తను తప్పు చేశానని ఒప్పుకోలేదు రెండవది నేనేదో పునరాలోచన ఇది సరికాదన్న భావన కూడా ఏం రాలేదు మూడవది నన్ను ఎవరూ ఏం చేసుకోలేరు నన్ను పెద్ద పెద్ద వాళ్ళే తెలుసు అందరూ వస్తుంటారు దీంట్లో అసలు తప్పేముంది ఇప్పుడు అందరూ విడగొట్టుకుంటున్నారు తప్ప నేను నిలబడతానని ఆయన చెప్తూ వచ్చాడు ఇప్పుడు కూడా ఏదో నేను అనుకోను చిక్కటి ప్రవీణ్ యొక్క ప్రధానమైన వాదన ఏంటంటే గ్యాంబ్లింగు క్యాసినోస్ ఇవన్నీ కొన్ని దేశాల్లో అలౌడ్ అవును నేను అక్కడ లైసెన్స్తోనే చేస్తున్నాను ఇదేం తప్పు కాదు పెద్ద పెద్ద వాళ్ళు మా దగ్గరికి వస్తారు స్టేక్స్ పెడతారు లేకపోతే ఇంకో విధంగా జరుగుతూ ఉంటుంది దీన్ని అదే పనిగా మీడియాలో చెప్పొచ్చు అని it's I think he enjoyed the publicity బాగా రోజుల తరబడి కూడా ఇదైంది అందుకని ఇప్పుడు కూడా ఇప్పుడు ఆయన ఆయనతో పాటు ఇంకొకరిద్దరు తెలుగు రాష్ట్రాల్లో కొంత నాయకులు పద్నాలుగు మంది మహిళలు అందరూ పట్టుబడ్డారు తీసుకొస్తున్నారని చెప్తున్నారు యూనో థాయిలాండ్ ఇట్లాంటి వాడికి పెద్ద నటోరియస్ అందులో సందేహం ఏం లేదు థాయిలాండ్ కానీ ఇంకొన్ని ఇంటర్నేషనల్ హబ్స్గా ఉన్నవి కానీ అక్కడికి వెళ్ళి రావటం అనేది మామూలు ఇంకొక ఏదో సిటీలో ఇంకొక సబబ్కి వెళ్ళింది వచ్చిన దానికంటే తేలిగ్గా వెళ్ళి రాగలిగిన కోటీశ్వర్లు పెద్ద పెద్దవాళ్ళు బడాబాబులు ఈ దేశంలో చాలామంది ఉన్నారు కాబట్టి అలా జరిగి ఉండొచ్చు ఇంకోటి ఇతని కోసం అని కాకుండా అక్కడ అరెస్టులు చేసినప్పుడు పట్టుబడిన వేరే దేశ దేశాల సంబంధించిన గ్యాంబ్లర్లు డెన్ కీపర్స్ లేదా పబ్బులు ఆర్గనైజర్స్ ఇట్లాంటివి దొరికినప్పుడు ఈయన వీళ్ళతో దొరికాడు తీసుకొస్తున్నాడు అంటున్నారు ఇది ఇప్పుడు మరి ఇది విదేశాల ఆపరేషనా అంటే మన దేశం కూడా అయ్యుండొచ్చు కాపోవచ్చు ఇంకా మనకు కొన్ని డీటెయిల్స్ అయితే తెలియాల్సి రావాల్సి ఉంటుంది సార్ పెద్ద జూనే ఉంది సార్ ఇక్కడ మొత్తం పాములని అసలు అన్ని యానిమల్స్ ఎవ్రీథింగ్ ఉన్నాయి సార్ అండ్ ఆయన చెప్పేస్తున్నాడు బహిరంగంగా ఎస్ పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు నాతో పాటు వాట్ ఈజ్ రాంగ్ అని క్వశ్చన్ చేస్తున్న సిచ్యువేషన్ కూడా ఉంది సార్ సార్ ఇట్లా మీరు ఇంతకుముందు చెప్పినట్టుగా అరెస్ట్ అవ్వడు బయటకు వచ్చుడు వెరీ కామన్ అయిపోయింది సార్ అందుకనే మన వ్యవస్థాగతమైన లోపాలు ఏంటి ఇట్లాంటి వాటిని ఎలా అనుమతిస్తూ ఉన్నారు తర్వాత దీంట్లో పాల్గొనే వాళ్ళ యొక్క ద్వంద్వ స్వరూపం ఏంటి అంటే ఒక పబ్లిక్ ఫేసు వాళ్ళ ప్రైవేట్ ఫేసు ఉండడము ఇలాంటి వాటికి వీళ్ళు అవసరం అవుతారు ఎందుకంటే ప్రాచీన భారత సమాజంలో కూడా ఎందుకు దేవదాసీలను పెట్టారు ఎందుకు జోగినీలను పెట్టారు ఉదాహరణకు అది మేడిపండు సమాజం యొక్క మేడిపండు స్వభావానికి నిదర్శనం అలాంటి వాటి కోసం కొన్ని శక్తులను కొన్ని ఎలిమెంట్స్ను కొన్ని రంగాలను వాళ్ళు సిద్ధం చేసి ఉంచుతారు చికోటి ప్రవీణ్ ఇప్పుడు గోవా లాంటి చోట ఏం జరుగుతుంటుంది ఎవరెవరు ఏం చేస్తుంటారు ఉదాహరణకు చాలా ఉన్నాయి అట్లాంటివి కానీ ఈయన కేసులో ప్రత్యేకత ఏంటంటే ఈ స్థాయిలో బాహటంగా మాట్లాడి వాళ్ళు తెలుసు వీళ్ళు తెలుసు మీరు కావాలంటే ఇప్పుడైనా లైన్లు కలపండి ఇలా మాట్లాడిన వాళ్ళు ఎవరు లేరు రెండవది అందులో ఆయన చెప్పిన పేర్లలో ఖండించని వాళ్ళు చాలామంది ఉన్నారు ఖండించిన వాళ్ళు ఒకరిద్దరు ఉండొచ్చు కానీ ఖండించకుండా సైలెంట్గా దాన్ని పాస్ ఆన్ కానిచ్చిన వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి ఒక విధమైన సంబంధాలు ఆయనకు ఒక ధీమా ఏర్పడింది వీళ్ళందరి వల్ల అని మనం అనుకోవాల్సి వస్తుంది మూడవది ఏంటంటే మీరు జూ అన్నారు జూ జూ పుల పులి ఎంత ఉంది కొండ చిలువ ఎంత ఉంది ఇవన్నీ కూడా చూపించిన వాళ్ళు చాలామంది ఉన్నారు అలాగే ఆయన దగ్గర చాలా అత్యంత ఖరీదైన వస్తువులు మ్యూజియంస్లో ఉండాల్సినవి అంటే అంత అంత అసాధారణమైన ప్రత్యేకమైనవి ఇంకా విలాసవంతమైన జీవితము దానికి సంబంధించిందంటే మన సమాజంలో ఇండియా షైనింగ్ అన్నప్పుడే చాలామంది అన్నారు కదా షైనింగ్ ఇండియా సఫరింగ్ ఇండియా అని దీన్ని మనం చూసినప్పుడు ఈ రెండింటికి మధ్యలో ఉన్న తేడా మనకు అర్థమవుతుంది అలాగే ఒక బక్క మనిషి రోడ్డు దాటితేనో లేకపోతే సిగ్నల్ క్రాస్ చేస్తేనో ఇంకో చోట ఎప్పుడైనా ఒక చోట సంతకంలో ఏదైనా కుదరకపోతేనో ముప్పు తిప్పలు పెట్టేటటువంటి మన వ్యవస్థలు మొత్తం ప్రపంచమంతా కూడా చాలా చుట్టి వచ్చేటటువంటి క్యాసినోలు ఇట్లాంటి వాళ్ళని వాళ్ళు ఏమి చేయకపోగా వాళ్ళకు కొంత పరోక్ష మద్దతు ఉంటుందని మనం ఒక్కొక్క దశలో ఒక్కొక్కరి గురించి చర్చించాం నేనే చాలా సందర్భాల్లో దా అతను ఎవరు సై నయం దగ్గర నుంచి ఇవన్నీ కూడా జరిగాయి వాళ్ళ మీద నిజంగా చర్యలు తీసుకోవడానికి కొంతకాలం పట్టింది కొంతమంది మీద అనేక మలుపులు కూడా వచ్చాయి వీళ్ళల్లో ఎక్కువ మీడియాలో పబ్లి పబ్లిసిటీ ఎప్పుడు కూడా సినిమా వాళ్ళకు రాజకీయ నాయకులకు ఎక్కువగా ఇస్తుంటారు వాస్తవం అందులో సినిమా వాళ్ళకి ఇంకొంచెం ఇస్తుంటారు వాళ్ళు కూడా అది అదంతా ఏది కూడా కొలికొచ్చిన సందర్భం ఏం లేదు అందుకని ఇప్పుడు చిక్కోటి ప్రవీణ్ ఉదంతా కూడా ఆయన ఈ మధ్యకాలంలో అయితే నేను చూసింది ఆయన మీడియాలో కొన్నిసార్లు ఇదేది తనేదో ఒక రాజకీయ పార్టీకి మద్దతుదారునైనట్టు ఒక హిందూ మత సంరక్షకునైనట్టు చాలా తీవ్రంగా మాట్లాడటం హెచ్చరించడం బెదిరించడం ఇట్లాంటివి కూడా జరిగాయి ఒకవైపున ప్రతిపక్షాలకు లేకపోతే తనకు నచ్చని పక్షాలకు సంబంధించిన వాళ్లను రకరకాల ఈడీ కేసులు వీటన్నిటిలో కేంద్రం ముప్పు తిప్పలు పెడుతుందని వాళ్ళు సుప్రీంకోర్టులోనే ఫిర్యాదు చేశారు కానీ ఇలాంటి సందర్భాల్లో మరి వాళ్ళు ఎందుకు గట్టిగా పనిచేయట్లేదు వ్యక్తిగతంగా ఎవరిని ఏం చేస్తారు ఆధారాలు ఏమన్నాయి వాళ్ళు ఇష్టం కానీ అసలు ఈ తరహా చీకోటి సామ్రాజ్యాలను నడవడానికి ఎవరు దోహదం చేస్తున్నారు వాటిని వాటికి పూర్తిగా చట్టబద్ధత ఉందా ఎప్పుడు పోలీస్ అధికారులు కానీ లేకపోతే ఆ నిఘా అధికారులు కానీ వాళ్ళు సంపూర్ణమైన వివరాలు ప్రజల ముందు పెడితే కొంత అర్థం చేసుకుంటారు ప్రజలేమి వాళ్ళేమీ అక్కడికి వెళ్ళి అవన్నీ చేయలేరు కానీ ఇంకా మూడోది ఏంటంటే మేడిపండు చూడ మేలమై ఉన్నట్టుగా ఈ ఈ వ్యవస్థ డొలతనం దీన్ని బట్టి తెలుస్తుంది ఇప్పుడు కూడా థాయిలాండ్ నుంచి వచ్చాక మరి ఆయన వెంటనే కోర్టులో హాజరుపరుస్తారా లేకపోతే కొంత మళ్ళీ కొత్తగా అడిగేదే ఉంది ఆయన మీడియాలోనే చెప్పేసి ఉన్నారు కదా అందుకే నేను దీన్ని ఒక పెద్ద అసాధారణమైన పరిణామంగా తీసుకోవట్లేదు బట్ ఏదైనా జరుగుతుందా లేదా అన్నది ఆ so called investigative agencies concerned officials police వీళ్ళందరూ తీసుకునే స్టాండ్ మీద ఆధారపడి ఉంటుంది ఒకటైతే కోరుకోవచ్చు దీనికి ఏదో ఆకర్షణీయమైన అంశంగా ప్రచారం కల్పించే పని ఎవరు చేయకుండా ఉంటే మటుకు చాలా బాగుంటుంది ఎందుకంటే చూ చూసే వాళ్ళలో అన్ని రకాల వాళ్ళు ఉంటారు అన్ని వయసుల వాళ్ళు అన్ని నేపథ్యాల వాళ్ళు వాళ్ళు నిజంగానే వీటన్నిటి వల్ల మనం వీళ్ళ ముందు శక్తిహీనులం వీళ్ళే అన్ని శాసిస్తారనే అభిప్రాయానికి వస్తే అది మటుకు సమాజానికి మేలు చేయదు కాబట్టి లెట్ విస్ చట్టం తన పని తను చేసుకుపోతుంది అంటారు కానీ అది ఎప్పుడు పని చేస్తుందో ఎప్పుడు ఎందుకు పని చేస్తుందో ఎందుకు అనేక సార్లు పని చేయదో మనకు తెలియదు కాబట్టి ఇప్పుడు ఆయన అరెస్ట్ అయిన తర్వాత ఆయన అరెస్ట్ ఎలా చూపబడుతుంది చట్టం ఆ విషయంలో పని ఎలా చేయాలని నిర్ణయించుకుంటుంది మనం వేచి చూడాలి థ్యాంక్ యూ సార్